今天。 ఏం చేస్తున్నావురా ఏం టీవీ చూస్తున్నారా అరే టీవీ చూస్తావు బయటకు ఆడుకుందాం సరే సరే వస్తున్నావు టీవీ అంట పాతకాలం సినిమాలు వస్తున్నాయి జానకి అట మాయ అట ఏవేవో రా అంట అరే మన పరిస్థితి ఇంతేరా మనము ధనవంతులు అక్కడ డబ్బా టీవీలనే చూసుర్రా మనకు గింతేరా అరే మరి పెద్ద పెద్ద టీవీలు నోళ్ళకేమో మంచి మంచి సినిమాలు ఐదు నిమిషాలు ఒకటి మంచి వస్తాయేమిరా అంట అరే మన డబ్బా టీవీలు రా అది అంతేరా సరే అని మనం ఇప్పుడు ఇక మళ్ళీ ఏం చేద్దాం రా అరే మనోడు ఎవడో ఒక్కడైతే మంచిగా రా మంచిగా ఆన్తోని ఓ ఇవాళ మొత్తం ఆడుకుందాం అరే ఎవడో ఒక్క పీది ఒక్కినేంద్రా అరే చూస్తున్నా జాలకి సినిమాలు ఓల్డ్ సినిమాలు చూసినారా ఈడేంద్రా కొత్త సినిమా ఏమో అని చెప్తుండు అది నిన్ననే వచ్చింది నిన్ననే టికెట్ బుకింగ్ చేసి తీయాలి అవేనా రాత్రి బుకింగ్ చేసిన లైన్ ఎంత ఉంది తెలుసా మస్తు ఉంది సినిమా పాపం అరే మమ్మల్ని తోలుకపోతావారా తోలుకపోతా పైసలు తెచ్చుకో అరే పైసలు ఎట్లా ఒక తీరు అరేంజ్ చేసుకుంటా నేను oh మరి నీకెట్లరా నేను ఎట్లా ఒక తీరు అరేంజ్ చేసుకుంటా అరే సరే మరి నేను మా ఇంటికి పైసలు తీసుకొస్తా మరి ఐదు గంటలకి ఈడికి కాదు ఈడ గబ్బు వాసన అవుతుందంట గడిపో సౌకర్యంతో సరే ఆడవడద్దు అంత మంది యూత్ లేకుంటే గిలి మీట్ పోదాం పక్క సరే రా నేను పైసలు తెచ్చుకుంటా మమ్మీ నేను సినిమా కోత నాకు నూట యాభై ఇస్తా సరే ఇస్తా కానీ నేను ఒక కండిషన్ పెడతా ఏంటి మామ కండిషన్ ఇంటి పని అంతా వేయాల అప్పుడే నీకు పైసలు ఇస్తా ఫోన్లు ఉన్నాయా ఇక సినిమా టికెట్లు కోసం చేయక తప్పదు మనము

సినిమాకి పోతావా లేదురా కనిపిస్తలేదు ఇప్పుడు రేపు మా అమ్మాయి సినిమాకు డబ్బులు అడిగితే సీపీదేమంటుంది తెమ్మంటుంది మమ్మీ సీపీ అమ్మా అదే అదే అదే అదే అదే అదే అదే పైసలు సెట్ చేసుకున్నారా సెట్ చేసుకున్నావు నువ్వైతే రా ఎక్కువరా రొక్కు కందిలేంద్ర గంతగానం మురుతుంది ఏ వడ్డీ పోదాం అరే இப்படி அட்டுவோ விட இட்டுவோ விட இட்டையாச்சு போன்றாச்சு సినిమా థియేటర్ అరే సినిమా థియేటర్ సినిమా థియేటర్ ఇటు సినిమా థియేటర్ ఉందా చూడు ఏం లేదురా బాగా అరే సినిమా థియేటర్ అని చెప్పి మా పైసలా నిన్న నాశనం చేస్తావా